సార్ ఇదే సార్ ఇదే అంటే ఏం లేదు సార్ జస్ట్ మీరు ఓకే సార్ సార్ వీడియో అవే ఇది వచ్చి నమస్తే Sultanım. Ne yapıyorum? నేను ఒకసారి కలెక్టర్ గారు ఇన్వెస్టిగేట్ చేయమన్నారు నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి అన్ని మీకు మళ్ళీ ప్రెస్ మీరు నిమిషం వెంకట ராஜலிங்கம் ஏரியா தம்பி தமிழ் నిలబట్టు నిలబట్టు ఆ, అవసరమైన వ్యక్తుల్ని రికార్డులు పరిశీలన పరిశీలించడం జరుగుతుంది మాతో పాటు డిఎంఎండ్ హెచ్ఓ గారు చూస్తున్నారు అలాగే మన జీవన్ దాన్ అర్గండన్ state responsible officer Rambabu garu కూడా అదే చూస్తున్నారు ఇదంతా కూడా ప్రారంభపరిసి ఇనిషియల్ స్టేజ్లో ఉంది అన్ని విషయాలు కూడా మీకు కూలంకుషంగా దర్యాప్తు అయిన తర్వాత బాధ్యులు గుర్తించిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఇంకా చూస్తున్నారు కదా అంత డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు హాస్పిటల్ మాకు అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసాం దర్యాప్తు చేస్తున్నాము అతను చెప్పింది నిజమా కాదా నిజమైతే ఎవరు చేశారు ఎవరు బాధ్యత ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు వచ్చాక మేము చర్యలు తీసుకుంటాం వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ తర్వాత మేము ఎవరు కూడా దాచేయడానికి ఏమీ లేదు డెఫినెట్గా will come with all facts అందరితో కలిపి మేము ముందుకు వస్తాము ఎన్ని రోజులు ఈ హాస్పిటల్ దాన్లో లైవ్కి కానీ కెడవరికి కానీ పర్మిషన్ లేదు సో దాన్ని వెరిఫై చేయడం అనేసి గవర్నమెంట్ వారు పంపించారు వచ్చి చూశాము పర్మిషన్ లేదు తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్స్ కూడా ఇక్కడ లేరు సో కాబట్టి దీని లోపల జీవన్దాన్ రోల్ ఏమీ లేదు సో పర్మిషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ పోలీస్ వారు తీసుకుంటారు ప్రైమఫెసీ లోపల మాకు ఇక్కడ పర్మిషన్ లేదు ఇక్కడ చేసే డాక్టర్స్ కూడా లేదు సో కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయలేదు so further action police present condition చెప్పండి సార్ ఇప్పటి వరకు ఆల్రెడీ వివరాలు సేకరిస్తాను డాక్టర్ ప్రశ్నిస్తున్నారు గారు కూడా ఉన్నారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ వివరాలన్నీ తీసుకుంటున్నారు హాస్పిటల్ యొక్క వివరాలు మిగతా వివరాలన్నీ కూడా తీసుకుంటారు అది ఆయన అయిన తర్వాత ఆయన ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని బట్టి పోలీసులు కూడా ప్రొసీడ్ అవుతారు హాస్పిటల్కి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు సార్ లోపల ఏదండి హాస్పిటల్కి సంబంధించి డిఎం అండ్ హాస్పిటల్కి సంబంధించి ఎవరు హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు లోపల ఉన్నారు ఎవరు sir doctor garu name doctor garu orthopedic surgeon పోలీసుల తాలూకా నిఘా ఎంతవరకు సార్ మీ పాత్ర ఏంటి సార్ మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటంటే ఇంకా ఏం చేయలేదు ఉంటుందండి ఇప్పుడు మొదలుపెట్టారు వాళ్ళ యొక్క పరిశోధన అనేది మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళు ఏమైనా ఒక రిపోర్ట్లు లాంటివి ఇస్తే దానికి అనుగుణంగా మనం ఈ ఈ కిడ్నీ సంబంధించిన ఈ తిరుమల హాస్పిటల్లోని జరిగిందని తెలిసిన పిమ్మట వెంటనే ఇక్కడికి ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఈ హాస్పిటల్ని యాజ్ ఎ డిఎంఎన్హెచ్ఓగా వచ్చాము ఇలాంటి చిన్న చిన్న హాస్పిటల్కి ఇలాంటి ప్రక్రియ చేయడానికి ఏమీ ఇది ఉండదు కానీ దీనికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ లోపల చూసి మీకు ప్రిలిమినరీ రిపోర్ట్ అందచేస్తాం చెప్పండి సార్ ఇంకేమైనా క్వశ్చన్స్ గతంలో కూడా ఇటువంటి చాలా జరిగాయి మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదండి వెంటనే మేము పరిగెత్తుకొని వచ్చామండి నిన్న రాత్రే మాకు తెలియ తెలిసింది సార్ ఇప్పుడు పేషెంట్ ఎక్కడికి తరలించాలని తెలిసింది ఆ పేషెంట్ ఎక్కడ ఉన్నారు అదే నేను ఇప్పుడు వెళ్ళి మా పిఎం పాలెం సంబంధించిన ఏరియాలో ఉన్నారని తెలిసింది ఇది అయిపోయిన వెంటనే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ తీసుకొని తనకి కానీ బాగలేకపోతే కేజీహెచ్కి తరలిస్తాం ఏ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అనేది ఇంకా వెతుకుతాం వ్యాంబే కాలనీలో పేషెంట్ అక్కడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మధురవాడ వాళ్ళని పంపించడం జరిగింది ఎక్కడ ఉన్నదో ట్రేస్ చేసి వాళ్ళకి బాగలేకపోతే కేజీహెచ్కి పంపడం జరుగుతుంది ఎందుకంటే కేజీహెచ్లో మనకి నెఫ్రాలజిస్టులు యూరాలజిస్టులు అందరూ ఉంటారు అండ్ అసలు జరిగిందా లేదా కూడా వాళ్ళు అక్కడ చూస్తారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఓకే సార్ ఓకే హాస్పిటల్ వాటికి ఆల్రెడీ కలెక్టర్ దీని మీదే క్లోజ్ చేశారు అది సీల్ చేసి మూడు నెలలు ఆరు నెలల తర్వాతే వాటికి పర్మిషన్ ఇచ్చారు సార్ ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందని మీకు తెలుసు ఈ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో చూడాలి ఇప్పుడు నేను అసలు రిజిస్ట్రేషన్ అదే అదే అదే అందుకే ఒకసారి చూసి అంటే ఇవి ఇప్పుడు మనకు విశాఖపట్నం బాగా వ్యాస్ట్గా పెరిగిపోయిన దాని మీద ఈ ఎక్కడికెక్కడ పుట్టగొడుగుల్లాగా వెలిసిపోతున్నాయి ఈ హాస్పిటల్స్ అన్నీ మనకి డిస్ట్రిక్ట్ డెమో అని ఉంటారు ఈయన అన్నీ చూసుకుంటూ దానికి అవసరం వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తే తప్పించి రిజిస్ట్రేషన్ మనము డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఇవ్వడానికి అవ్వదు ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసి ఫస్ట్ మనము టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తాము టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చిన మూడు నెలల తర్వాత అంటే ఈ లోపల మేము హాస్పిటల్ వచ్చి చూసి అవన్నీ ఎలిజిబిలిటీ ఉందంటే దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుది ఒకటి నెక్స్ట్ ఫైర్ ఒకటి ఇవన్నీ ఉంటే అనుమతులు ఉంటే తప్పించి మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వము కానీ ఇలాంటి పుట్టగొడుగుల్లాగా చేసేస్తున్నాయి కాబట్టి మేము ఆల్రెడీ ప్రీవియస్గా ఒక నెల క్రితము ఇలాంటి హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని పత్రికా ప్రకటన కూడా చెప్పాం కాబట్టి ఇది అయ్యిందా లేదా అనేది నేను లోపల చూసి మరి మీకు తెలియపరుస్తాను